Thank you. ఇక మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది అని అనుకున్నటువంటి తరుణంలో పాకిస్తాన్ దిగువచ్చింది వచ్చింది ప్రపంచ దేశాల నుండి ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక భారత్ యొక్క శక్తి సామర్థ్యాలని తక్కువ అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది భారత్తో తలపడలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో యుద్ధానికి వెళితే మనం ఓటమి పాలవుతామని తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ అభినవ్ అభినందన్ని విడుదల చేయడానికి సిద్ధమయ్యింది రేపే అభినందన్ని విడుదల చేస్తామని పార్లమెంటు సాక్షిగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తెలియచేయటం జరిగింది ఒక పక్క భారతదేశం యుద్ధ యుద్ధ ట్యాంకుల్ని అదేవిధంగా యుద్ధ విమానాల్ని మోహరించినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఏ క్షణంలో యుద్ధం వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పాకిస్తాన్కి భారత్ బార్డరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ పరిస్థితికి తెరదించుతూ యుద్ధం రాకుండా చూసుకోవాలి అని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది ఒక పక్క భారత్ ఆర్మీ చాలా సంతోషంగా ఉన్నారు కారణం ఏంటంటే పాకిస్తాన్కు చిక్కినటువంటి అభినందన్ను విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో పాకి భారత్ యొక్క ఆర్మీ సంబరాలను చేసుకుంటుంది ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు ఈ లైవ్లో మీకు కనిపిస్తుంది సో వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి వీడియోని మీరు చూడొచ్చు ఫ్రెండ్స్